ఎంతో మంది యవనస్తులు పాడైపోతున్నారండి క్షణికమైన ఆనందం కోసం క్షణికమైన సంతోషం కోసం ఎంతోమంది పరుగులు తీస్తున్నారు చీకటి అంటే ఏంటండి అనారోగ్యం ఒక చీకటి ఆర్థిక ఇబ్బందులు ఒక చీకటి కుటుంబ సమస్యలు ఒక చీకటి అప్పులు ఒకటి చీకటి మనం అనుభవిస్తున్న ప్రతి వేద ఒక చీకటి అండి ప్రతి శాపం ఒక చీకటి ఈ చీకటి అనేది దాన్ని తొలగిపోవాలంటే నీతి సూర్యుడు ఉదయించాలి మన లైఫ్లో